hi everybody welcome to our channel ఈరోజు మీకు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపిస్తాను కావలసిన పదార్థాలు రెండు ఎగ్లు టూ ఎగ్స్ కొత్తిమీర కట్ చేసుకున్న కొత్తిమీర ఒక లెమను కరివేపాకు కొబ్బరి తురుము కొద్దిగా జీలకర్ర హాఫ్ స్పూన్ ఉంటుంది రెండు పచ్చిమిరపకాయలు ఒక ఆనియన్ పెద్ద సైజు ఆనియన్ ఒకటి ఉల్లిపాయ సాల్ట్ రుచికి తగ్గట్టుగా ఇది ఆల్రెడీ ఉడకబెట్టుకున్న వండిన రైస్ ఒక కప్పు బౌలు టమాటీలు ఒక పావు కిలో అలాగా ఇది పాల మేగడ పాలు చూడండి పాల మేగడ పాలు కొద్దిగా ఫ్రై చేయాలి కాబట్టి కొద్దిగా మేగడ ఎక్కువ తీసుకున్నాను చూడండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ వేడి అవని వేడి అవనివ్వండి తర్వాత ఫస్ట్ మేగడ వేస్తాను చూడండి ముందుగా జీలకర్ర వేస్తానండి జీలకర్ర ఫస్ట్ కొద్దిగా వేగనిద్దాం తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు కొద్దిగా కట్ చేసి వేద్దాం సిజర్తో కట్ చేసి వేద్దాం స్మెల్ బాగా వస్తుందని కట్ చేసి వేస్తున్నాను ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం కొద్దిగా కొత్తిమీర ఫస్ట్ ముందు కొద్దిగా వేద్దాము తర్వాత లాస్ట్ వేసుకుందాం కొద్దిగా వేస్తాను సాల్ట్ చూడండి రుచికి తగ్గట్టుగా మనకి ఎంత కావాలంటే అంత వేసుకుంటాం టమాటీ ముక్కలు బాగా కలుపుకొని మగ్గనిద్దాం కొద్దిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నేను చూద్దాం రండి బాగా ఉడికింది ఇప్పుడు ఎగ్గులు రెండును కట్ చేసి వేసుకుందాం ఇంకోటి ఒక ప్లేట్లో కట్ చేసి పెట్టాను చూడండి రెండు వంపు పచ్చివి ఇందులో ఈ సెంటర్ ఇలా తీసుకొని ఇలాగ ఒక కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఒక టూ త్రీ మినిట్స్ ఉడకనిద్దాం ఉడికితే గట్టి పడుతుంది అప్పుడు కలుపుకోవచ్చు ముక్కలు ముక్కలుగా వచ్చేస్తుంది రండి చూద్దాం చూద్దాం లైటింగ్ చూడండి బాగా ఉడికిపోయింది కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కొబ్బరి తురుము వేసుకొని ఇప్పుడు కలిపేదాం దీనికి బాగా ఉడికిపోయింది ఇంకేం లేదు ఇప్పుడు అన్నం వేసుకుందామండి ఇది ఆల్రెడీ ఉడికిన అన్నమే కదా బాగా కలుపుకొని కొద్దిగా నిమ్మరసం కొద్దిగా వేస్తాను ఇలా మీద మీద ఈ నిమ్మ చెక్క రసం కూడా వేస్తే కొద్దిగా బాగుంటుంది బాగా కలిపి ఇప్పుడు మిగతా అది వేస్తానండి కరివేపాకు కొత్తిమీర కొద్దిగా కొబ్బరి తురుము కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ హెల్దీగా ఉంటుంది అయిపోయిందండి ఇంకేం లేదు సర్వింగ్ బౌల్లో తీసుకోండి ఇలా టూ మినిట్స్ ఉంచి సర్వింగ్ బౌల్ తీసేస్తానండి అయిపోయింది పచ్చి వాసన పోవడానికి కొద్దిగా టూ మినిట్స్ ఉంచుతున్నాను రెడీ అయిపోయిందండి ఎగ్ ఫ్రైడ్ రైస్ తప్పక తయారు చేయండి చాలా సింపుల్ తప్పక తయారు చేయండి మీరు మా నెక్స్ట్ వీడియోలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇష్టపడితే లైక్ చేయండి లేదంటే కామెంట్ చేయండి thank you very much for watching